పెద్ద బ్రహ్మదేవం ఊరిలో మురికాల అవతల ఇటు సైడు ఇలా తిన్నంగా మావిడ వెళ్ళిపోతుంది జీ మావిడ గుల్లల మావిడ ఇది మురికాలవ అంటారు తిన్నే మురికాలవ పెద్ద బ్రహ్మదేవం ప్రజెంట్ ఇప్పుడు వరి చేనులు కోతలు కోతున్నారు కాబట్టి నీరు తగ్గిపోయింది లేదంటే చాలా ఫుల్గా ఉంటుంది నీరు ఈరోజు చేపలకు వచ్చాను చేపలు ఇది మురికాలువ చాలా పెద్దది ఉంటుంది చాలా పెద్దది మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా లోతుకుండేది ఇది మట్టి మట్టి అయితే స్టాక్ అయిపోయి ఇంకా ముందుకు వచ్చేసింది కాలువ దెబ్బలు పెరిగిపోయాయి మట్టి దెబ్బలు పెరిగిపోయి కాలువ ఇంకా చిన్నగా అయిపోయింది లేదంటే చాలా పెద్దది కాలువ ఇది లోతు కూడా ఎక్కువ పాతులు మా నాన్న అవుతున్నాడు మా నాన్న ఇటు పక్కన బెండకాయలు వేసాడంట వాటి కోసం వెళ్ళి వచ్చాడు ఉన్నాయా బెండకాయల Allah. Kok. Bırak. Kokaldı ve Aynen.